అక్క అక్క మొన్న మనం జాతర పోయినాం కదా అక్కడ ఎంత మంచి అనిపించింది అబ్బా అవునే నిజంగా అసలు మంచిగా అనిపించింది అందరూ ఆయన మనకి ఇంత సంతోషంగా ఉండేటోళ్ళం మంది మాటలు పట్టుకొని అనవసరంగా దేవుని మాటలు అనుకున్నాం కదా అక్క ఇప్పుడు కదంతా ఎందుకే ఎట్లయితే మనం మంచిగా కలిసి ఉంటాము అది చాలదా అవును కానీ పండుగ తందే బట్టలు తీసుకోవద్దా మనం తీసుకుందాం అక్క జాతర పూజ ఏమైంది నువ్వు వేల పని ఇచ్చిన బంగారానికి లక్ష వేల తేడా ఏంటి మిగతా పైసలు ఎట్లా ఎట్లా అనేసి అడ్జస్ట్ చేయాలి ఎట్లా అడ్జస్ట్ చేస్తాం వాళ్ళని ఎందుకు బాధ మేము అడ్జస్ట్ చేద్దాం మరీ కంత తక్కువనా అంతేనా భయం ఏమంటుంది సరే కానీ వాటినైతే ఓడగొట్టకురి ఎట్లని వేసి పని అయ్యేటట్టు చూడురి పొద్దుగాలు ఎప్పుడో చల్లబడిపోయేది పారి అన్నది ఎందుకు పెట్టుకోవాల్సింది కూడా పోయింది గడ్డి బాగా పెరిగింది అక్క ఏమైంది అక్క ఇప్పుడు ఒక వాంతికి వేసుకున్నావు కదా రెస్ట్ తీసుకుంటా అయిపోయి కదా మళ్ళీ గడ్డి వీక్తున్నావు ఏం లేదే కొంచెం తలకాయ తిరుగుతుంది పానం అంతా చాతనైతలేదు అవునా అంటే నాకు అర్థమైంది గడ్డి పాడగాను అవునా అక్క నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు ఇయ్యాలంటే ఉంటే నువ్వేం పని చేయకు మొత్తం పని నేను చూసుకుంటాను నేను బావకి విషయం చెప్తా అసలు మీకు ఏమైంది మీ అందరికి ఏమైంది మా అందరికి ఏం కాలే కానీ నీకేమైందో మా అందరికి తెలుసు అక్క వీళ్ళు రోజు పొలం కాడికి పోతున్నా అంటారు చూడు పొలంలో నీళ్లు లేవు ఆ ఒడ్ల పండు గడ్డి ఊడు గడ్డి పోయిన సాధ కాకపోతే గడ్డి మంది అన్నా కొట్టచ్చు కదా ఇరవై నాలుగు గంటలు పొలం కాడికి పోతున్నా అని ఇంటికి వచ్చి ఓ ఏదో పెద్ద పని చేసి వచ్చినట్టు లొల్లి పెడతారు మనం వీరికి చీ మనం చేసే కాడికి మనం చేస్తాను వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేస్తారు అవు వచ్చిరా ఏమైంది మీరు వేణ పని పోయినా కానీ రూపాయలు మిత్తికి అని అంటాడు రెండు రూపాయలు అయితే పట్టుకపోరు లేకపోతే లేదంటే గచ్చంతరం లేక పట్టుకున్నట్టు ఏదో తీ ఇప్పుడు మనకు అక్కడికి వచ్చింది కావాలి ఎట్లయితే పన్నడవని కానీ అక్కడికి పోతా అన్నారు కదా దావేదా ఏంది అన్నదమ్ములు ఇద్దరు కలిసి మంచిగా ముచ్చట పెడతాను ఇక బంగారం కాడికి పోయేస్తా అన్నారు ఎట్లు తీసుకున్నా అన్నారు ఏమైంది వాటి గురించి ఏం చెప్తలేరు అది మనకి ఏ విషయం చెప్పారక్క పది అంతా తీసుకున్నాం కౌలుకు అంటారు వాళ్ళతో మాట్లాడేలా మాట్లాడలేదా తెలియదు ఎట్లు కొన్నాం భూమి కూడా కౌలు పెట్టినాం రేపు పొద్దుగాల పోదాం ఇక్కడ పండుగ పండుగ చేసుకొని అందరికి అందరం కలిసిపోయి ఫార్వర్డ్ చేద్దాం ఫస్ట్ పొద్దు పొద్దుగాల సరేనా <laughs> సరే ఇంతైతే సంబరం అని చెప్పుకుంటాడు సంబరం మరి చెప్పద్దు మరి కాకపోతే ఇంకెవరు చెప్తారు అలా అయిపోయినా చెప్తా పని పెట్టుకుని చెప్తారా అబ్బో సరేలే రేపు పండుగ కదా ఏమేం కావాలో సామాన్ అనేది తీసుకురాపోయి తీసుకొస్తాం సరే సరే ఏమయ్యా అయిందా మామిడాకులు వడ్లు అయిపోతాను ఇంకెంతసేపు ఇంకా పనులు బాగున్నాయి ఇంకా వార్తే కంటే పెట్టుకుంటుంటే ఇంకా పొలం కాడికి ఎప్పుడు పోవాలి ఇంట్లో పనులు ఎప్పుడు కావాలి కానీ కానీ వెళ్తాను దారి అక్క అక్క తీరపోయిన పని మనం వాళ్ళకు తోరణ కట్టమని చెప్పినాం కదా వాళ్ళ పని తీరింది వాళ్ళు మనల్ని తిట్టకుండా మనమే వాళ్ళకంటే ఫస్ట్ పోదించాం బాగా చెల్లేప ఎంతసేపు పెడతావురా పోదాం ఏమో అక్క ఇప్పుడే కదా పేరు పెద్దారైతే మీరేం చేస్తారు వేసి పది తలపెట్టు తలపెట్టు కుమారా నమస్కారం కొడతారు మీరు పిలిచేదాన్ని మేము మర్చిపోలేము మర్చిపోతారు మర్చిపోతారు తెచ్చుకో ఎండ కొడుతుంది నీకు నువ్వు తీసుకొద్దన్నావా నేను అది కట్టుకుంటా సరే అక్క ఇలా ఉగాది పండగ కదా చేనుకాడికి పోయి సాగుబాటు చేద్దామన్నావు కానీ గుడికి ఎందుకు వచ్చినాం ఎందుకు వచ్చినాం అక్క పిచ్చిదానా మనం ఏ పనైనా కూడా కొత్తగా చేసేటప్పుడు ఈ అమ్మ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుంటే ఆ పని మంచిగా అవుతుందని చెప్పి తీసుకొచ్చిన అది కూడా తెలియదానే అన్న నాకు అర్థమైందే మనం ఏ పని మొదలు పెట్టినా కొత్తగా దున్నేటప్పుడు కానీ ఇత్తులు పెట్టేటప్పుడు కానీ మందు కొట్టేటప్పుడు కానీ పత్తి అమ్మేటప్పుడు కానీ ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ ఇక్కడికే రావాలంటారు రవి హలో సార్ మేమిద్దరం రాకపోయినా మిమ్మల్ని ఇద్దరిని అందరం మాత్రం ఖచ్చితంగా పంపిస్తాం అర్థమైందా కానీ ఇర్రి పొలం సాగుబడి చేద్దాం ఇలా ఉగాది పండుగ తాత్పరంగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అయ్యో పిసక్క ఫస్ట్ చెట్లన్నీ కొడదాం తర్వాత సాగుబడి చేద్దాం సరే పాండి పాండి పొద్దు పోతుంది దారి ఏదో నిల్చొని చూస్తారు మేము చెయ్యం చేపిస్తాం కూడా ఇలా కావాలి రేపు పెట్టి ఉంటే వాన కొడితే మలుతాయి కానీ గణేష్ ఇక సాగు కూడా చేసేది ఉందా లేదా చేసినావు ఎద్దు ఇక ఎడ్ల మాటకొస్తా ఇక నువ్వే దున్నేటట్టున్నావు విషయాలు సంబరం బాగున్నది మనకి మరి కొత్త పండుగ పోలే చెప్ప చెప్ప కావాలని చూస్తానా మీ అన్నిటి వేడు పని మీద తప్పించింది కదా అవో ఎడ్లకు పోయినట్టున్నాడు కదా పారి పారి కానీ కానీ పారి పారి పారి పారి పారి దావే సప్న దా దా నాగలిప్పి ఎడ్లకు నీళ్లు కట్టుపోరి ఇదంతా ఏరుదాం ఇంకా కానీ చెప్ప చెప్ప కానీ లేదు పోరి ఆ నాగలిప్పు ఇప్పు అమ్మయ్యా ఇలా ఎంతో పెద్ద పని అయినట్టు మస్తు మంచిగా అనిపిస్తుంది నేను కానాడ పెట్టరాపు నేను కూడా వచ్చాను మాడికి ಹಸಿರಾ ಕೂಸೋರಿ తీరా కూర్చున్నారు ఇద్దరు ఓయ్ మనం ఒక ముచ్చట మర్చిపోయినాను తెలుసా ఏంటిదే అది మామయ్య ఉన్నప్పుడు మనకు ఎడ్లు వ్యవసాయం ఉండేది అప్పుడు ఉగాది పండుగ అప్పుడు ఎడ్లకు బూరెలు పెట్టి మనం కూడా పండుగ ఇక్కడ చేసుకునేటోళ్ళం ఈసారి అవి మర్చిపోయిందండి అది నిజమేనే కాకపోతే తీసుకొచ్చుడు మర్చిపోయినాం కదా చూసినావు అదినే నువ్వు ఇంటికి పెద్ద కోడలు కాబట్టి నాన్న ఉన్నప్పుడు ఆ ఎడ్లు ఆ వ్యవసాయం పండుగ వాతావరణం నీకు తెలుసు కాబట్టి అనుభవం కొద్దీ నువ్వు చెప్తాను కొత్తగా వచ్చిన దానికి దీనికి ఏం తెలుసు అదినే ప్రతిదానికి కోపం తెచ్చుకున్నాడు కాదే ఇంటికి ఆరాలు పెద్దది కాబట్టి అనుభవం ఉంటుంది ఏ కష్టం ఉంటే అనుకొని ముందు పోవాలి కానీ మంది మాటలు పట్టుకొని మన సంవత్సరాలు ఇచ్చ కొట్టుకుంటామనే గద్దెలదా నీకు అక్క ఏమనుకోకక్క మొన్న జరిగిన విషయానికి నేనే తొందరపడి నిన్ను తిట్టినట్టు అనిపించింది పిచ్చిదానా నువ్వు నా చిన్నబాబు బిడ్డవే అందుకే నా మర్దికిచ్చి నిన్ను చేసిన నువ్వు ఏదో కోపంతో అన్నావని నేను కూడా ఓపికగా ఉండకుండా ఎటువంటి తాటే మాట్లాడి నేను బాధ పెట్టిందే ఇప్పటికైనా ఉన్నదే అందరం కలిసే ఉందాం అందరం కలిసి ఉంటేనే ఏ లొల్లిళ్ళు వచ్చినా ఏది వచ్చినా కూడా అందరం ఒకటి ఉంటేనే మంచిది ఇలా చాలా సంతోషంగా ఉంది వీరిద్దరికి ఇంత మంచి అర్థం చేసుకొని ఉంటారు అనుకోలేదు ఈ ఉగాది పండుగ మనందరికీ సంబరాన్ని ఇచ్చింది ఏదన్నా లొల్లీళ్ళు అయితే మన దాంట్లో మనమే చదువుకోవాలి అదే మధ్యలో చెప్తే వాళ్ళు మన సంసారాన్ని ఇడగొడతారు నిజమే అక్క ఇయ్యాన్న పైసల కోసం మనం గంతగానం లొల్లి పెట్టుకున్నాం అదే మీ చుట్టాలకు మా చుట్టాలకు చెప్తే వాళ్ళు చెప్పే మాటలకు మనం ఇంకెంత లొల్లి పెట్టుకుందామో ఏమో పిచ్చిదానా నిన్న మొన్నటిదాకా మనం లొల్లిలు పెట్టుకుంటే మధ్యలక్షణులు నా గురించి నీ దగ్గర నీ గురించి నా దగ్గర చెప్పిండ్రే ఇప్పుడు చూడు మనందరం కలిసి ఉంటే బంగారం కుదబెట్టుకొని ఎడ్లను కొనుక్కున్నాం మిత్తికి తెచ్చుకొని పొలం సాగు చేసుకుంటాను పది ఎకరాలంతా మన ఇద్దరం దూరం ఉన్నప్పుడు నీ భర్తో పనికి వేండు నా భర్తో పనికి వేండు చూసినావా ఇప్పుడు అందరం కలిసి ఉంటే పొలం సాగు చేసుకొని బతుకుతాను పలానోళ్ళ కొడుకులు కోడన్లు అంటే మనకెంత విలువ ఉంటుంది ఎంత గౌరవం ఇస్తారు ఇప్పుడు అక్క మనందరం కలిసి ఉంటే మనం మంచిగా పని చేసుకున్నాం అనుకో ఎవరైనా చూసేవాళ్ళు మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు పది రూపాయలు అప్పు మనకు నమ్ముతారక్క అరే వీళ్ళన్న మాటలు మనకు కూడా వర్తిస్తారా మనం కూడా కలిసి ఉండాలి మంచిగా నిజమన్నా నేను నిన్ను ఎన్నో మాట్లాడినా ఏమనుకోకన్నా సరేది ఇదంతా మంచిగానే ఉండదు కానీ ఇలా ఉగాది పండుగ మనం పచ్చడి తాగలేదు బూరెలు తినలేదు వ్యవసాయం చేద్దామని చెప్పి పొలం కాడికే వచ్చినాం ఎడ్లకు కూడా బూరెలు పెట్టలేదు అయినా తొందరగా ఇంటికి పోదాం పారి ఇలా మీ పేర్ల మీద మంచిగా ఉందో పంచాంగం అడగాలి ఇంటికి పోయి బూరెలు వేసుకోవాలి పచ్చడి తాగాలి లేరు లేరు అవు వదినే ఇక ఈ సంవత్సరం నీ పేరు మంచిగా అనుకో ఈ సంవత్సరం మొత్తం నేను ఎప్పుడు అడిగినా నాకు బీరుకు పైసలు ఇవ్వాలి వదినే <laughs> మా ఇత్త కానీ లేరు పోదాం ఇంటికి సరే గాని రేపు పొద్దుగా వచ్చి ఆయనతో పత్తి కట్టేది కాలబెట్టుర్రి బావా ఇప్పుడు మనం రెండు ఎడ్లను కొనుక్కున్నాం కదా అట్లనే ఒక ఆవును తీసుకోరే రేపు మనకు పొట్టోడ పొట్టు కొట్టిరనుకో అప్పుడు మనం న్యాచురల్గా పాలు తాగిపించచ్చు లోకల్ చూసిరా మా వీడియో ఎట్లుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి ముచ్చట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రేక్షక దేవుళ్ళు ఖచ్చితంగా ఛానల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గంటనైతే బరాబర్ అవునా చెప్పు అంతే బాయ్